ఇంకా సినిమా గురించి అయితే చెప్పేది లేదు మీరు చూసారు కదా ఇది గత ఇరవై సంవత్సరాల నుంచి మేమందరము చేసిన ప్రయత్నం గ్రామాలలో సినిమాలో చూపించిన ప్రతి క్యారెక్టరు ప్రతి అంశము వాస్తవం ఏదో ఒక ఊరిది అక్కడ చూపించిన క్యారెక్టర్స్ అన్నీ కూడా నిజం నిజ జీవితంలో మేము ఎదుర్కొన్న వాళ్ళే ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి కొన్నిటిని మేము రీచ్ అవ్వగలిగాము చాలా కుటుంబాలు మేము రీచ్ కాలేకపోయాము కూడా రీచ్ అయిన కొన్ని కుటుంబాలతో కొన్ని గ్రామాలలో మేము చేసిన ప్రయత్నము ఈ మీరు ఆల్టర్నేటివ్స్ మీతో చూసింది కూడా అలాంటి గ్రామాలే మనకి ఇక్కడ వరంగల్ దగ్గరే ఉంది ఒక గ్రామం అక్కడి నుంచి ప్రారంభమై ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా గ్రామాలలో ప్రయత్నం చేస్తూ ఉన్నాము కానీ మా ప్రయత్నం చాలా చిన్న ప్రయత్నం మా ప్రయత్నాలతో మారేది కాదు న్యూస్ మీడియాలో ఉన్నప్పుడు ప్రేమ గారు చాలా హెల్ప్ చేశారు నిజానికి ఒక ఒక రోజంతా మేము దీని మీద చర్చ చేపట్టాం కూడా ఐ థింక్ ఇప్పుడున్న స్థితిలో అలాంటి టైం దొరకడం కూడా కష్టపోతాను చాలా కష్టపడి అంత టైం తీసుకోగలిగారు నిజం దాదాపు ఎయిట్ అవర్స్ డిస్కషన్ దీని మీద జరిగింది కూడా సో అట్లాంటి కొన్ని ప్రయత్నాలు అన్నీ కలిపి ఈరోజు ఒకవైపు జరుగుతున్నా కానీ ఇంకా క్రైసిస్ అయితే పెరుగుతూనే ఉంది మీరు చూస్తూ ఉంటారు రోజు పొద్దున పేపర్ ఓపెన్ చేయగానే రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో ఇదంతా చెప్పాలి అందరికీ అనుకున్న సమయంలో Anshul came forward and I think the crew has done uh, team has done fantastic job of saving job of mobilise చేసిన రిసోర్సెస్ చాలా తక్కువ మాకు ఎక్స్పెండిచర్ కింద అయిపోయింది నిజానికి వీళ్ళు ఎవరికి కూడా మేము ఏమీ పే చేయలేకపోయాం నిజానికి రాస్తా స్టూడియోస్ వాళ్ళు మొత్తము ఫిల్మ్ తీయటానికి కానీ ఎడిటింగ్ కానీ ఇవన్నీ కూడా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వంతు కంట్రిబ్యూషన్ కింద తీసుకు చేశారు కాబట్టి ఈరోజు ఇది మీ ముందుకు వచ్చింది ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళే క్రమంలో ఇంకా మీ అందరి సహాయం అయితే కావాలి మేము ఈ ఏరియా మాకు అసలు కొత్త ఇది మేము అనుకుంటున్నది అట్లాగే అంటే ఈ గ్రామాలలో చాలా కథలు ఉన్నాయి అంటే సమస్యల పరంగా కానీ పరిష్కారాల పరంగా కానీ అంటే చాలా కథలు చెప్పాల్సినవి అయితే ఉన్నాయి సమస్యలు చెప్పాల్సినవి అయితే ఉన్నాయి ఇవి ముందుకు ఎట్లా తీసుకెళ్తామన్నది ఐ థింక్ విషయం see first of all congratulations to చాలా చాలా చోట్ల మూవింగ్గా ఉంది అండ్ అది అనుకున్నాను ఇలా ఉంటుందని సో అంత అంత బ్యూటిఫుల్ డెపిక్ట్ చేశారు and solution oriented like Ram గారు చెప్పినట్టు అది ఇట్ వాజ్ నా understanding and what could be done and ఇంత ఇంత ఈజీ అని కానీ ఇంత మన చేతిలో ఉన్న సొల్యూషన్ అనిపించింది so that kind of reaction ఎవరు అండ్ కంగ్రాచులేషన్స్ కూడా అంటే ఇట్లాంటి వాటికి ఎంత పెయిన్ఫుల్ ఎంత కష్టపడితే ఎంత కమిట్మెంట్ తోటి ఉంటే ఇలాంటి సినిమాలు వస్తాయి అంటే ఒక పది నిమిషాలు షార్ట్ ఫిల్మ్ అని ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ తీయడానికి చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది అలాంటిది ఒక period of time and then అది కన్సిస్టెంట్గా ఆ లైఫ్ని ఫాలో చేస్తూ వాళ్ళని వేరియస్ సీజన్స్ కూడా చూపించడం అనిపించింది అదే ఇట్ వాజ్ రియలీ అదే చాలా చాలా great effort and then it's movie పరంగా కూడా అంటే టచ్ అంటే టచ్ చేస్తుంది చాలా చాలా చోట్ల ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని నేను ఆలోచిస్తాను అంటే కొంత మూమెంట్ ఐ ఫినిష్ వాచింగ్ అంటే నేను ఏంటి ఏం చేయాలని నాకు అంటే how can it going to మనసు ఏ అంటే ఐదర్ uh, అంటే స్క్రీనింగ్ uh, చేయాలా లేకపోతే చెప్పాలా కమర్షియల్ రిలీజ్ అని చేస్తే చూస్తా ఇవన్నీ అంటే ట్రైన్ టు థింక్ ఇంకా నేను హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను కానీ డెఫినెట్గా అంటే నాకు వచ్చిన స్పందన వాట్ ఎవర్ నా రియాక్షన్స్ ప్రాబ్లం అందరికీ వస్తుండొచ్చు ఈ సినిమా చూస్తే సో డెఫినెట్ uh, ఏదైనా చేయాలని అండ్ మన మన ఇంట్లోకి వచ్చేసింది ఆ ప్రాబ్లం అంటే ఆల్మోస్ట్ అంటే ఇక్కడ కూర్చొని మనం ఐసోలేటెడ్ అనుకుంటాం కానీ అంటే ఎవ్రీబడి ఈజ్ గంట హిట్ అని అన్న ఫీలింగ్ అయితే వచ్చింది సో ఐ థింక్ మీరు చాలా సక్సెస్ అయింది film basically and your effort so అది uh, నేను ఐ థింక్ విల్ అదే celebrities will will make have to make a lot of noise అంటే బాగా ఇది చేయాలి పబ్లి పబ్లిసిటీ పరంగా కానీ అది follow you and I be with you basically and will will అంటే ఈజీ ఈజీ కాదు బేసిక్గా అంటే ఇప్పుడు uh, కొంచెం కమర్షియల్ సినిమా చూస్తుంటే టూ అవర్స్ అంటే like I was telling you invest చేయడం కంటే చూపించడం కష్టం సినిమా లేదా కమర్షియల్ మామూలు ఏమైనా దీన్ని ఎగ్జిబిట్ చేయాలంటే so how to take it far అని ఆలోచిద్దాం I will be with you will be in touch and as any thoughts come to దాకా చేశాను బీటీ మీద farmer suicides pesticides and then organic farming రకరకాల మీద అండ్ మీరే చాలా సపోర్ట్ చేశారు for all my stories Ramanjaney గారు was was always behind and you know you suggesting how you should go about అని థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఈ సినిమాకి యాక్చువల్గా తెలుగు కూడా మీరు డబ్బింగ్ చేస్తే బాగుంటుంది and we can take it forward and Shekhar గారు చెప్పినట్టు I was I am I will always be with you so రామాయణ గారితో పెంచాలంటే అంటే ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూ వచ్చింది ఒకసారి రైతుకి శత్రువుగా పనిచేసేవాడు దేశద్రోహితో సమానం సో అప్పటి నుంచి ఆయనతోటి నెంబర్ పట్టుకుని ఆయనతో మాట్లాడి సో ప్రస్తుతం వచ్చే రామాయణ గారిని ఇలాంటి ఒక ప్రోడక్ట్కి ఆయన వెనకుండి ఇలాంటి మంచి ప్రోడక్ట్ అవడానికి నిజంగా సినిమాలో ఫస్ట్ డాక్యుమెంటరీ వెళ్తుంది అనుకున్నాను నేను ఆ తర్వాత తర్వాత వాళ్ళు డ్రమటైజ్ చేసిన విధానం ఫస్ట్ శంభు సూసైడ్ చేసినప్పుడు ఆ టైమింగ్లో ఆ స్లో మోషన్ షాట్స్ అన్నీ కూడా చాలా చనిపోతున్నాడు అని అతను అవుట్ బరస్ట్ అవుతుంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలాగ దాన్ని వీడియో చేసి దాన్ని ఇంకా అది కొంచెం సస్టైన్ చేస్తే బాగుండి అనిపించింది వైరల్ అవ్వటం అనేది ఆ వైరల్ అవ్వటం అనేది షేర్ చేస్తారు తప్ప రియాక్షన్ లేదనేది ఇంకా చూపిస్తే బాగుండి అనిపించింది బట్ చాలా మూవింగ్ అంటే చాలా సినిమాలు ప్రాబ్లమ్లే చూపిస్తాయి ఇందాక దీని ముందే ఒక మా నాతో వచ్చిన ఫ్రెండ్ అడిగాడు ప్రాబ్లమే చూపిస్తున్నారా సాల్యూషన్ ఏమైనా ఉందా అని అడిగాడు సో పర్ఫెక్ట్ సొల్యూషన్ చాలా తేలికైన solution back to the roots అనటంలో మన అసలు ఎలా చేసేవాళ్ళం అనేది ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేసేవాళ్ళు ఇదివరకు గ్రీన్ రెవల్యూషన్ ముందు కానీ ఇప్పుడు రైతులకి నిజంగా దురదృష్టం ఏంటంటే ఇప్పుడు వ్యవసాయం ఎలా చేయాలి నేర్పించాల్సి వస్తుంది ఈ ఫెర్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ ఇవి వాడిన తర్వాత మళ్ళీ మనం మనం సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్ని రైతులకు నేర్పించడం అనేది చాలా దురదృష్టకరం ఎవరో ఒక మిత్రుడు అన్నాడు గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన కొత్తలో ఈ ఎరువులు వాడాలన్నప్పుడు రైతులు వచ్చిన అధికారులకి వాళ్ళు షెల్టర్ ఇచ్చి రెండు రోజులు బాగా పంచపక్ష పరమాణువులు పెట్టి పంపించేవాళ్ళంట అప్పట్లో సో ఇంకా దిగుబడి రావాలని చేశాక ఈ రోజునే రైతులు ఎవరిని అధికారులు వస్తే వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు వీళ్ళకి ఏం పెట్టలేం కదా అనే దుస్థితి రైతులకు వచ్చింది సో రైతుల గురించి ఎంత చేసినా తక్కువే లేకపోతే మనం అలాంటి ఒక గొప్ప ప్రయత్నం చేసిన సినిమా యూనిట్ అందరూ కూడా నేను అభినందన తెలుపుతూ తెలియజేస్తూ ఈ తెలుగు రాష్ట్రం వచ్చాక గా ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోల దగ్గరికి వెళ్ళగలిగే వాళ్ళు ప్రపోజ్ చేసి వాళ్ళు సపోర్ట్ చేయగలిగే పరిస్థితి శేఖర్ గారికి ఉంది నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఈ సినిమా చూపించగలని చెప్పి సో ఇది గా తెలుగు వెర్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ కి ఇప్పుడు హిందీ కి మేము ఏం చేయలేము తెలుగు గారు వచ్చాక శేఖర్ గారు డెఫినెట్ గా మూవయ్యారు కాబట్టి ఆయన వంతు ఏం చేస్తారు నా వంతు పవన్ కళ్యాణ్ గారికి అయితే సినిమా నేను చెప్పి చూపించగలను సో ఆయన సపోర్ట్ వస్తే కలెక్షన్ వేరేగా ఉంటుంది సో ఎంటైర్ యూనిట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి సినిమా ఈ రోజు మధ్యాహ్నం చూసినా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ ఇది కేవలం ఒక ఫార్మర్ సమస్యగా మనం చూడకూడదు ఫార్మర్ సూసైడ్స్ చేసుకుంటున్నారు లేదా ఫార్మర్స్ ఆర్ డైయింగ్ అని బికాజ్ వాళ్ళు తెలుసో తెలియకో పండించే పంటల ద్వారా మన కిచెన్ లోకి వస్తున్నాయి అవన్నీ so we are also consuming that poisonous food and ఆ క్యాన్సర్ ఇవాళ పెరగటానికి కారణం the food that we consume so this a poison in our platter so we should also care for that And uh, actors, all the all the people who And the two more people I need to introduce uh, off screen uh, who helped us a lot. Uh, Dinesh. Dinesh. Mark. Some people credit from uh, South Korea, US. All the small, small amount of money uh, which we made this movie, right? When we started, almost we had only 50,000 or 60,000. We never believed that we were going uh, hi, I am Chandrasekhar Konda from Rural Hope Foundation, California, USA. We are very happy to be part of uh, MITI Back to the Roots. As we all know, for the last 15-20 years, there were many farmer suicides across the country. Even now, there were several suicides in the last few weeks in uh, Telangana, Andhra Pradesh, and a few other states. We strongly believe MITI Back to the Roots captured all our farmers' problems and showcased possible solutions. So now we need to take this film to all our farmers on the occasion of uh, this special screening of the film. I would like to appeal to all of you to help us take this to each and every farmer especially to the areas where there are more farmer suicides. Please support us. This will help save many farmers' lives. Thank you. Uh, unfortunately, like even though we are reading about the farming crisis and the issues faced by the farmers in the media and the news every day, uh, we are unable to realize like the real uh, level of impact that is going on at the ground level. This is an honest attempt to bring this awareness to the people who are unaware of these situations. And uh, I would also like to thank uh, Shekhar Garu for uh, volunteering with their precious time. This means a lot. Uh, these kind of honest attempts needs our support so that we can contribute in some way to spread the awareness for uh, all the people who would like to get involved. And uh, I wish you all the best. Good morning, Shekhar Garu. Uh, my name is Suresh. I'm from the IFA Farmers team, uh, an organization based in the US. Um, you may have um, heard about the recent suicides in Warangal district. About 21 farmers committed suicide in just two weeks. And uh, a month or so ago, about 50 farmers died in uh, Vidarbha district because of uh, chemical uh, uh, pesticides. Uh, the point I'm trying to make is the situation the farmers are facing today is very severe. They are in dire situation uh, and there is not enough awareness about the whole crisis and worse even what the solutions are and how to help the farmers and uh, you both are um, you know perfect examples of uh, you know you both are creative people you both are socially conscious and, um, and my request and uh, so uh, Anshul and uh, Ramugaru and everyone's uh, request is uh, if you both can also join hands and uh, you know use your creativity and use your uh, social consciousness to um, get this message out so more people can um, you know come forward and do something about the farmers um, thank you very much आजमा ले बांध ले अपनी मुट्ठी मिट्टी मिट्टी तेरी ये मिट्टी मिट्टी तुझको पुकारे तू हार न मान रे प्यारे मिट्टी मिट्टी तेरी ये मिट्टी मिट्टी तुझको पुकारे तुहार न मान रे प्यारे अपनी पहचान को तू कैसे छुपा पाएगा दिल से किसान है तू किसान ही कहलाएगा